hi friends welcome back to our channel హార్కా ఇండోర్ గేమ్స్ అండ్ స్టోరీస్ ఈరోజు మనం విడిపోయే స్టోరీ ఏంటంటే సింహం ఎంతో ఆపదలో ఉంది అయితే కొంగ కాపాడుతుందో లేదో చూద్దాం సింహానికి ఒకరోజు కొలంలో చేప కనిపిస్తే తినేసింది దాన్ని ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయింది విషయాన్ని నక్కకు కబురు పెట్టింది అది కొంగను వెంట పెట్టుకో వచ్చింది వెంట పెట్టుకొని వచ్చింది కండ పెట్టిన ఆ కొంగను చూడగానే దాన్ని తినేయాలని సింహం అనుకుంది నేను ఈ అడవికి రాజును నాకు వైద్యం చేసే సమయంలో మీరెవరూ ఉండకూడదు అన్నది సింహం కొంగ ఈరోజు ఇక్కడే నాతో పాటు గుహల్లో ఉండి ఏదో ఒక సమయంలో సింహం ముళ్ళు తీసి రేపు ఉదయాన్నే వెళ్తుంది అని చెప్పింది మృగరాజు మాటల్లో ఏదో దుర్బది ఉందని నక్క గ్రహించింది ఒక పెద్ద ఈత ముళ్ళు తీసుకొచ్చి కొంగకు ఇచ్చింది జాగ్రత్త మిత్రమా మృగరాజు గొంతులోని గొంతులోని చేప ముళ్ళు తీసేందుకు ఈ ఈత ముళ్ళే కీలకం అని నక్క వివరించి వెళ్ళిపోయింది సాయంత్రం సింహం గుహద్వారాన్ని మూసివేసింది కొంగకు మొదట భయం వేసింది తర్వాత ఖచ్చితంగా ఆపద ఉందని గ్రహించింది తనకు నక్క ఈతముళ్ళు ఇచ్చిందో అప్పుడు కొంగకు అర్థమయ్యింది సింహానికి అనుమానం రాకుండా మృగరాజు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని పెద్దలు అన్నారు మీ గొంతులోని చేపముళ్ళను ఈ ఈత ముళ్ళుతో తీస్తాను అంది సింహం సరేనని కొద్ది తెరిచింది కొంగ వెంటనే చేపముళ్ళు తీసి చూపించి చేపముళ్ళు తీశాను కానీ పొరపాటుగా ఈతముళ్ళు మీ గొంతులోనే ఉండిపోయింది దాన్ని తీయాలంటే తుమ్మముళ్ళు కావాలి అందుకు మీరు గుహద్వారం తెరవాలి అని భయం భయంగా చెప్పింది చేప ముళ్ళు కంటే ఈతది మృగరాజుని మరింత బాధించసాగింది దాంతో సరే త్వరగా వెళ్ళి దుమ్మ ముళ్ళు తీసుకురాపో అని అరిచింది సింహం కొంగ తుర్రుమంటూ పారిపోయింది ఈ ఆ ఈత ఆ ఈత ముళ్ళు నొప్పిని భరించలేక కొంగ ఎందుకు జారుకుందో ఎవరికీ చెప్పలేక సింహం తనలోనే తాను కుమిలిపోయింది thanks for watching please like share and subscribe our channel